hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates భర్త మామ అరెస్టుపై ఆదిరెడ్డి భవానీ వింత లాజిక్ అబద్ధం చెబితే అతికినట్లుండాలని పెద్దలు అంటారు బహుశా ఈ నానుడిని ఆదిరెడ్డి భవానీ విన్నట్లు లేదు అందుకనే నోటుకొచ్చింది చెప్పేశారు రాజమండ్రిలో జగజ్జనని పేరుతో వీళ్లకు ఒక చిట్ ఫండ్ సంస్థ ఉంది దాంట్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆమె మామ ఆదిరెడ్డి అప్పారావు ఆమె భర్త ఆదిరెడ్డి శ్రీనివాసరావును సిఐడి అరెస్ట్ చేసింది ఈ సందర్భంగా సిఐడి ఆఫీస్కు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ వచ్చారు మీడియాతో మాట్లాడిన భవానీ మామ భర్తల అరెస్టుకు కారణం చెప్పారు ఇంతకీ ఆమె చెప్పిన కారణం ఏంటంటే ఈ మధ్యనే జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గెలుపునకు ఆమె ఓటేశారట తనను ఓటు వేయనీయకుండా ప్రభుత్వం అడ్డుకునేదట అయినా తాను టీడీపీ అభ్యర్థికే ఓటేశారట అది మనసులో ఉంచుకునే ఇప్పుడు కక్ష సాధింపులకు దిగినట్లు ఆరోపించారు ఇక్కడ విషయం ఏంటంటే Bhavani TDP MLA MLA quota MLC ఎన్నికలలో పోటీ చేసింది కూడా టీడీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థికి టీడీపీ ఎమ్మెల్యే ఓటేస్తే ప్రభుత్వం ఎందుకు కక్ష పెంచుకుంటుంది ఇక్కడ భవానీ మర్చిపోయిన విషయం ఏంటంటే టీడీపీ ఎమ్మెల్సీ గెలుపునకు వైసీపీ నుండే నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసిందే కానీ వాళ్లపైన ఎలాంటి కక్ష సాధింపులకు దిగలేదు తమ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడాన్నే ఆపలేని జగన్ ఇక టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయడాన్ని ఎందుకు ఆపుతారు ఏమైనా భవానీ చెప్పిన కారణం అతకలేదు చిట్ ఫండ్ సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయని నిధుల మళ్లింపు ఆరోపణలు ఉన్నాయని సిఐడి చెబుతోంది ఒక మాటలో చెప్పాలంటే మార్గదర్శి చిట్ ఫండ్ చైర్మన్ రామోజీరావుపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో అలాంటి ఆరోపణలే జననిపైన వచ్చాయట అందుకనే ఆదిరెడ్డిని సిఐడి అరెస్ట్ చేసింది సంస్థలో అక్రమాలు అవినీతి జరగలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆదిరెడ్డి ఫ్యామిలీ ముందుంది అంతేకాని ఏవేవో గాలి మాటలు మాట్లాడితే ఎలాంటి ఉపయోగం ఉండదని ఎమ్మెల్యే భవానీ గ్రహించాలి